ఇక్కడ కటౌట్ పెట్టి ఆరతిస్తే అక్కడ బలం పెరుగుతుందా ముందు ఈ నక్షత్రాన్ని చంద్రమండలానికి దోసేయాలి అసలు తేడా ఎక్కడ జరిగింది స్వామి నన్ను అడగండి నేను చెప్తాను నిన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదా అవును నేను మీ కుక్క బిస్కెట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం ఎందుకు లేదు మీరు పరిచయం పట్టే కదా నాకు ఈ దరిద్రం చూసారా చూసారా తెలుసు తెలియకో అక్షర సత్యాన్ని చెప్పాడు కార్యకారణ సంబంధాన్ని రుజువు చేశాడు అమృతరావు నా థీరీని ప్రూవ్ చేశాడు ఇక్కడ మీ కటౌట్లు తగలబెట్టబట్టి అక్కడ మన క్రికెటర్లు బతికి బట్ట కట్టారు అదే అభిమానులు వాళ్ళ కటౌట్లు ఇక్కడ తగలబెట్టుంటే వాళ్ళు అక్కడ మాడి మసైపోయేవారు అంటే మీరు అనేది వాళ్ళ కీడు మీరు పంచుకున్నారు వాళ్ళకి తగలాల్సిన దెబ్బ మీకు తగిలింది అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు దేశ ప్రతిష్ట కోసం మీరు సమిధులు అవ్వాలి సమాధులు సమాధులు కాదయ్యా సమిధులు మన క్రికెటర్ల ఆత్మబలం కోసం మీరు యాగం చెయ్యాలి అలాగే స్వామి వాళ్ళ ఆత్మబలం పెరిగితే మనకేమిటి లాభం అబ్బా అమృతం మన బిజినెస్ సంగతి మర్చిపోయావా అది ఇంప్రూవ్ అవుతుంది నీకు ప్రతిదీ చెప్పాలి మీరు చెప్పండి స్వామి చతుర్భుజం ప్రసన్న బాబు ఆ వరల్డ్ కప్ తీసుకురా నాయనా ఏంటి వరల్డ్ కప్ అప్పుడే ఆ వేసి పడకు తెచ్చేది మోడల్ కప్పే ఇది వరల్డ్ కప్పా భరతఖండాయ నమ జింబాబ్వే నమ సౌత్ ఆఫ్రికా నమ చూడండి ఆయన ఆ క్రికెట్ దేవత ఫోటో పట్టరా ఈమె క్రికెట్ దేవత ఈమెని ఏ దేవత సరసన చూడలేదే నేను తయారు చేసిన సీజనల్ దేవత క్రికెట్ దేవత ఏడ్స్ మొహం బాబు ఇంకా హోమం మొదలెడదామా <laughs> ఆంజనేయులు నువ్వు అక్కడ కూర్చుంటావేటి అదేం కత్తిపేట అనుకున్నావా నువ్వు అక్కడ కూర్చోకూడదు మరి ఇంకెవరు కూర్చోవాలి దివ్యాంశ సంభూతుడు కారణజన్ముడు ఉత్కృష్ట ఘనోదరుడు పంచమహాపురుష యోగంలో పుట్టిన అఖండ మేధావే కూర్చోవాలి ఆ లక్షణాలన్నీ నాకున్నాయి కదా <laughs> లేదు నీ పవర్ అంతా ఆ రోజే అయిపోయింది గుర్తులేదా నాకు గుర్తుంది ఎలా మర్చిపోతాం మరి అయితే ఇప్పుడు ఎలా మీరు చెప్పిన సదర లక్షణాలన్నిటితో నేనున్నాను కదా మీరా స్తోత్రం ప్రజులాయ నమ నువ్వు ఇలా రా నాయన కూర్చో <laughs> ఓం ఈ నెయ్యి ఇందులో పోయినాయన నాయన అలాగే స్వామి <laughs> ఈ అఖండ నిత్యాగ్ని హోమాన్ని నిర్వహించగలిగిన ఏకైక సమర్థుడు మన అంబుజనాభమే అలా కూర్చోనాయన నాయన శాంతాకారం భుజనం నాభం సురేశం ఈ సమిధులు అగ్నిహోత్రంలో వేయనాయనా నీ చెయ్యి ఇలా పెట్టు నాయనా నేను ఈ క్షణం నుంచి నేను ఈ క్షణం నుంచి ఇండియా మ్యాచ్ నెగ్గేంత వరకు ఇండియా మ్యాచ్ నెగ్గేంత వరకు నిర్జలోపవాసం చేస్తాను నిర్జలోపవాసం చేస్తాను నిర్జలోపవాసం అంటే ఏంటి స్వామి పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు దాని అర్థం నా వల్ల కాదు చూసావా ఈ బృహత్తర హోమం మొదలు పెట్టాక ఆపకూడదు వల్ల కాదు అన్న చిన్న పొల్లు మాటకి చెయ్యి కాలింది కూడదు అని దీక్ష విరమిస్తే పంచాగ్నుల్లో నెట్ట నిలువునా మాడి మసైపోతావు ఆగు గుటకు కూడా వేయకూడదు ఒక్కరోజే కదా కాస్త ఓపి పెట్టండి <laughs> ఒక్కరోజు కాదు జింబాబ్వే కి జస్ట్ నాలుగు రోజులు టైం ఉంది ఆ? నాలుగు రోజులా జింబాబ్వే నమీబియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ అన్నింటిలోనూ ఇండియా ఓడిపోతుంది పదివేలు పందెం are you sure hundred percent బ్రహ్మదేవుడు వచ్చినా సరే ఇండియాని గెలిపించలేడు ఓం ఇండియాకి వరల్డ్ కప్పు రావాలాయ నమ జింబాంబే సర్వనాశనాయ నమ నమీబియా హాంఫట్టాయ నమ ఇంగ్లాండ్ ఇంటి ముఖాయ నమ పాకిస్తాన్ పీచ అణచాయ నమ ఇంక నువ్వు వేసిన సమితులు చాలు కాసేపు జాన్నంలో ఉండు నేను వెళ్ళి పంచామృతాలు తీసుకొస్తా అలాగే స్వామి ఇలాగా వివాహ భోజనంబు వింటున్న వంట కంబు ఇయాల వారి విందు ఓహునుకి ముందు ఔరౌర గారెలల్ల వీటితో గొంగూర పచ్చడి బాగుంటుంది వివాహ భోజనంబు అపచారం అపచారం ఏమిటి నువ్వు చేస్తున్న పని గ్యాస్ ఆదా చేస్తున్నానండి ఆంజనేయులు ఆపద్బాంధవ అనాథరక్షగా తొందరగా రావయ్యా బాబు ఏంటి స్వామి హోమంలో ఉష్ణం దేవతలు పీడ్చేద్దాం వడల వంట అర్థం కాదు అమృతం ఏంటిది అక్కడ ఆయన ఘనంగా హోమం చేస్తుంటే ఆ పిచ్చి పనులేంట్రా ఆ హోమం భుగభగలు చూసావా ఇండియా కప్పుకెలవడం ఖాయం అక్కడ హోమం జరుగుతుంటే ఇక్కడ రగులుతుంది నాకు ఏంటి ఆయన కఠోర ఉపాసం చూస్తుంటే నాకు కడుపులో ఆకలవుతుంది ఏదైనా అర్జెంటు తినేయాలి అంబుజం మెల్లిగా జల్లు వేకుజావున దుర్గం చెరువులో స్నానం చేసి మరీ తెచ్చిన పవిత్ర జలం మళ్ళీ రేపు పొద్దున్న దాకా రావాలి వెయ్యి సార్లు జల్లితే సరిపోవలసిన జలం ముందే అయిపోయిందనుకో దానికి పరిహారంగా రోజుకు రెండు సార్లు చెరువులో స్నానం రెండు వేల సార్లు జల్లుడు కార్యక్రమం ఉంటుంది చేయండి హోమం చేయండి నువ్వెందుకు ఆగావు జల్లు అపచారం సర్వనాశనం అయిపోతా ఏంటిది ఇంకా ఎందుకు ఆలస్యం దుర్గం జలుగు <laughs> రా రానాయనా రా రా ఇలా అయ్యి ఆంజనేయులు అమృతరావు రండి నాయన రండి ఇగో ఈ ప్రసాదం తీసుకుని కళ్ళగద్దు నోట్లో వేసుకోండి నక్షత్ర మహాప్రసాదం కాశ్మీర్ యాపిల్ బాగా తీయగా తీయగా ఉంది స్పెషల్ స్పెషల్ అమృతరావు ఆ, ఏమిటి మంత్రదండం ఎందుకు హోమకుండం నా ఇంటిని రామగుండం చేస్తున్నారా అబ్బే మీరు మీరని చెప్తాను అప్పాజీ ఆగడే పక్క తీసుకొచ్చి మాట్లాడేంత అవకాశం మీకు లేదు విషయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి మీరేదో బాణామతో చేతబడ చేస్తానని నాకు అనుమానంగా ఉంది బా భానుమతి లేదు రామకృష్ణ లేదండి భారతీయం ఎస్ భారత జట్టు కప్పు గెలుచుకోవాలని ఈ యొక్క హోమాన్ని చేస్తున్నాం ఇందుకు గాను సాటి భారతీయుడిగా మీ సహకారం అవసరం అండి మీరు చేయొద్దు అంటే ఇప్పుడు ఇండియా గెలవాలని అవునండి భారతీయులమై పుట్టినందుకు ఇండియా అన్ని మ్యాచ్ల్లో గెలవాలని కోరుకుందాం రండి <laughs> గేమ్ అన్న తర్వాత ఒకరి గెలుపు మరొకరు కోటమే కదా దానికి రాద్ధాంతం అవసరం అబ్బా రాద్ధాంతం కాదండి రాజసూయ యాగం రండి చెప్తాను రండి అక్కడ నేను స్నానం చేసి శుచిగా శుభ్రంగా వస్తాను మీరు లోపు కానివ్వండి అది కానివ్వండి కానివ్వండి అబ్బాయిని పోనివ్వు మన కానిద్దాం పద ఆహా ఇండియా గెలవాలా నేనోడి నా బెట్టు బాగొట్టుకోవాలా నా బెట్టు సంగతి వీళ్ళకి తెలియకుండా ఆ యజ్ఞాన్ని హాంఫర్ట్ చేస్తాను నిర్విఘ్నంగా నిరాటకంగా రెండో రోజులోకి ప్రవేశించాం ఓం జింబాంబే సర్వనాశనాయ నమ <laughs> అబ్బా నక్షత్ర స్వామి ఇదెక్కడ గొడవ నువ్వు భయపడకుండా హోమ ప్రజ్వలన చేస్తూ ఉండు ఆ మారీచుడి సంగతి నేను చూస్తాను ఆహా ఆ హోమగుండం చూస్తూ ఆ నక్షత్ర పండితులు వారి వేదపఠనం వింటుంటే చిన్నప్పుడు ఎప్పుడో విన్నా ఎంఎస్ రామారావు గారి సుందరాకాండ పారాయణ కీర్తన జ్ఞాపకం వస్తోంది నాకు హే రామా ఆర్తజన రక్షక దుష్టజన అదిగో విన్నావా నాకెందుకో అది కీర్తన కంటే ఆర్తనాదంలా వినిపిస్తుంది ఆర్తనాదమే కాదు ఆక్రందన అరణ్యరోదన ఏమైందండి ఆ దుష్ట దానవ అప్పాజీ యాగాన్ని భగ్నం చేస్తున్నాడు అప్పాజీ వాడికేం పోయే కాలం వాడు ఇప్పుడు మన పాలిట రాహుకాలమేగా ఇప్పుడేంటి కర్తవ్యం ఇక్కడ మీరు ఇలా మేనమేషాలు ఎక్కడితో కూర్చోండి అక్కడ హోమం బొబ్బుంటుంది మీరు అపర రామలక్ష్మణులై ఆ దుష్ట మారీచ సంహారానికి పూనుకోండి లేవండి <laughs> <laughs> మేమున్నాం మీరు కానివ్వండి పెట్టే కుక్కడి మూత నీ పోయండి మంట పెంచండి ఓ On the way! Ah! వీళ్ళు గుమ్మరించా యజ్ఞాన్ని ఆర్పా ప్రవాహంతో కాదు ప్రవాహంతో ప్రళయం సృష్టిస్తా Oh. <laughs> ధూపం వేయండి ఏమైంటుందబ్బా ఈ దెబ్బతో అప్పాజీ శుక్రాచార్యుడు అవుతాడు ఆ ఆ హోమాన్ని భగ్నం చేయడం ఎలా అయ్యయ్యో అయ్యో అయ్యో అంబుజనాభం సర్వనాశనం చేశారు కదండి మీ తిండి ఆవ మంట హీనగాచి నక్కపాలు చేశారు కదా ఇన్ని రోజుల అప్పాజీ గారు చేసిన కుట్రని మేం దిగ్విజయంగా భగ్నం చేస్తే ఇంత చిన్న విషయానికి నిగ్రహం కోల్పోయారు కదండి ఇక మిమ్మల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు నువ్వు చేసిన ఈ అమంగళపు అప్రాచ్యపు పనికి ఇక్కడి నుంచి ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ ఓడిపోతుంది నా మాటకు తిరుగులేదు అఘోరించండి ఈయన చేసిన ఘనకార్యానికి మన బిజినెస్ కొండెక్కింది ఇండియా ఓడిపోతే ఇంక ఇక్కడికి వచ్చి ఎవడు మ్యాచ్ చూస్తాడు ఏమిట్రా జింబాబ్వే ఫోర్ కొడితే ఇండియా సిక్సర్ కొట్టినంత వెలిగిపోతుంది ఫేసు చెప్తా మ్యాచ్ అవని చెప్తా చూసారా ఆ నక్షత్రం కూడా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి ఎరా అదేమిట్రా ఇండియా గెలిస్తే ఫేస్ ఎలా మార్చుకుంటాం ఆ నక్షత్ర మాటలు నమ్ముకొని ఇండియా ఎలాగూ ఓడిపోతుంది కదా అని జింబాంబే గెలుస్తుందని పదివేలు కాశారు బాధపడకండి ముందు చూపుతో నమీబియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మీద కూడా ఇండియా ఓడిపోతుందని డబుల్ అమౌంట్ కట్టించా